నిజంగా మనకి ఇన్సూరెన్స్ అవసరమా అందరూ వాళ్ళ వ్యాపారాల కోసం ఇన్సూరెన్స్ చేసుకోండి ఇన్సూరెన్స్ చేసుకోండి ఇన్సూరెన్స్ చేసుకోండి నిజంగా అవసరం ఉందా లేదా అన్నది ఈ వీడియోలో నేను మీకు క్లియర్ చేయబోతున్నాను ఈ వీడియో చూసిన పూర్తిగా చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అనేది కింద కామెంట్స్లో చెప్పండి knowledge wisdom experiences sharing please good life welcome to our channel subscribe now for more knowledge and నమస్తే నా పేరు ఆనంద్ సామ్నేని మన ఛానల్ అమ్మార్ వీడియోకి స్వాగతం ఈ మధ్య మనకు రెగ్యులర్గా కాల్స్ వస్తూనే ఉన్న ఇన్సూరెన్స్ తీసుకోండి ఇన్సూరెన్స్ తీసుకోండి ఇన్సూరెన్స్ తీసుకోండి అసలు నిజంగా మనకి ఇన్సూరెన్స్ అవసరమా దీనివల్ల ఉపయోగం ఉందా లేకపోతే జనాలందరూ వాళ్ళ బెనిఫిట్స్ కోసం చేస్తున్నారు ఈ వీడియోలో నేను క్లియర్ చేయబోతున్నాను వీడియో మొత్తం చూసి మీ అభిప్రాయాలు కింద కామెంట్లో చూడండి ఇంకా మన వీడియోలోకి వెళ్తే నేను చెప్పే ఉదాహరణలో మిమ్మల్ని మీరు ఊహించుకోండి సో దాన్ని బట్టి ఎంతవరకు ఇన్సూరెన్స్ మనకి ఉపయోగపడతారని మీకు అర్థమవుతుంది ఇంకా మనం వీడియోలోకి వెళ్తే ఎగ్జాంపుల్ నెంబర్ వన్ కారు కానీ ఏదైనా బైక్ కానీ కొన్నప్పుడు జనరల్గా విత్ ఇన్సూరెన్స్ ఇస్తారు మనం కొన్ని సందర్భాల్లో సెకండ్ హ్యాండ్ కొన్నప్పుడు పాత ఇన్సూరెన్స్ పెట్టి నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాం తర్వాత చాలామంది ఇన్సూరెన్స్ పే చేసుకోవాలి ఇప్పుడు మన ఉదాహరణకి మనం ఇన్సూరెన్స్ వద్దు అన్నాం ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ టైం కారు కొన్నప్పుడు మనకు చాలా సంతోషంగా ఉంటుంది మనం అన్ని డాక్యుమెంట్ తీసుకుంటాం పూజ చేయించుకుంటాం ఫ్రెండ్స్ పార్క్ చేసుకుంటాం అన్నీ ఒక లాంగ్ రైడ్కి వెళ్తుంటాం ఎంత అయిన తర్వాత మనం మనం ఫ్లాట్కి వస్తాం ఫ్లాట్కి వచ్చినప్పుడు మనం కారు ఉందని తెలియదు కాబట్టి ఎవరో పార్కింగ్కి వచ్చినప్పుడు మన పార్కింగ్ ప్లేస్లో ఎవరో పార్క్ చేస్తాం సో మనం ఏం చేస్తాం సరే మిడ్ నైట్ వచ్చాం మనం ఎవరిని డిస్టర్బ్ చేయడం ఎందుకంటే మనం అపార్ట్మెంట్ బయట మనం కార్ పెట్టాం సరే ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఇన్సూరెన్స్ తీసుకోలేదు మనం కారేమో బయట పెట్టాం మీరు పొద్దున్న బయటకు వచ్చి చూసేటప్పటికి కారు లేదు అప్పుడు మన పరిస్థితి ఏంటి దవలలో మనం పరిగెత్తుకుంటూ వెళ్తాం వాచ్మెన్ అడుగుతాం అరే రాత్రి కారు పెట్టాను చూశాను అంటాం సార్ నాకు తెలియదు సార్ నేను చూడలేదు అంటాడు ఇంకా పోలీసులు అంటారా వాళ్ళ బిజీ వాళ్ళకు ఉంది సో అలాంటప్పుడు కారు పో ఏంటి పరిస్థితి చాలా చాలామంది అనుకోవచ్చు పోలీసు వాళ్ళు బాగా ఎదుగుతారు సీసీ ఫుటేజ్ ఎక్కడో దగ్గర కారు పట్టుకోవచ్చు అని అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకో మన ఇండియన్ స్టాటిక్స్ ప్రకారం కార్లు బైకులు థెఫ్ట్ రికవరీ చాలా చాలా తక్కువ కారు ఆ సందులో ఈ సందులో ఇక్కడ అక్కడ ఎదుగుతారు ఎక్కడ కారు కనపడదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం అన్ఫార్చునేట్లీ నాకు ఇన్సూరెన్స్ వద్దని చెప్పారు ఇన్సూరెన్స్ లేకుండా ఎవరు బండి అమ్మరు బట్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఊహాగానాలకి మన ఎగ్జాంపుల్ కోసం ఇన్సూరెన్స్ ఒక ఇంపార్టెన్స్ మనం తెలుసుకోవడం కోసం మీరు ఇన్సూరెన్స్ తీసుకోలేదు అనుకుంటాం ఇప్పుడు చెప్పండి మన కారు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది మనం కారు పెట్టి లోన్ తీసుకుంటాం ఆ లోన్ ఎలా కడతాం ప్లస్ పది మందిలో ఉండే రాత్రి మనం ఫంక్షన్ చేసుకుంటాం కారు కొన్నాను అని వాట్సాప్లో స్టేటస్లో ఫేస్బుక్లో పోస్ట్లు అన్నీ చేసుకుంటాం ఇప్పుడు పది మందికి ఏం చెప్తాం కార్ ఎక్కడ నుంచి వస్తుంది కార్ డబ్బులు ఎలా కడతాం సో కార్ ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంట్ మీరు ఇప్పుడు ఆలోచించి మీరు నిర్ణయించుకోండి ఓకే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ నిజంగా కార్ కన్నా మన జీవితం ఒక వాల్యూ తక్కువ మీరు ఆలోచించుకోండి so what is the importance of insurance insurance లేకపోవడం వల్ల ఎన్ని కష్టాలు పడతారని మరి ఇక మన example number two tell example number two ఏంటంటే ఈ చిన్న వీడియో చూడండి ఇందులో మీరు బాగా గమనిస్తే బైక్ అతను అడ్డంగా రావటం వల్ల ఎదురుగుండా ఉన్న వస్తున్న లారీ మన వైపు తిప్పి మన లారీని కొట్టింది ఎగ్జాంపుల్ ఈ లారీలో ఉన్నాడు మన అతను అనుకోండి ఈ లారీలో ఈ గుద్దిన లారీలో ఉన్న డ్రైవర్ పరిస్థితి ఏంటి అన్ఫార్చునేట్లీ ఆయనకి ఏమైనా అయ్యుంటే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి వాళ్ళ ఇల్లు రెంట్లు కానీ వాళ్ళ హౌస్ మెయింటెనెన్స్ కానీ పిల్లల చదువు పిల్లల చదువు ఏమవుతుందో ఆలోచించు ఈయన ఒక్కడే సంపాదిస్తున్నాడు ఆ ఫ్యామిలీలో అనుకుంటే వీళ్ళ పరిస్థితి ఏంటని ఆలోచించు ఎవరో చేసిన తప్పుకి మనం బాధపడాల్సిన పరిస్థితుల్లో కూడా ఇన్సూరెన్స్ కాపాడుతుంది సో ఇన్సూరెన్స్ లేకుండా ఎవరు బైక్ కానీ కారు కానీ బయట బై మిస్టేక్ మన మిస్టేక్ అవ్వచ్చు ఒక్కోసారి ఒక్కొక్కసారి వాళ్ళ మిస్టేక్ అవ్వచ్చు కానీ నష్టపోయినప్పుడు మనం నష్టపోయినప్పుడు మన ఫ్యామిలీ రోడ్డు మీద పడకూడదు అది మనం సో ఇంకా నేను ఎగ్జాంపుల్ నెంబర్ త్రీ చెప్తాను ఈ చిన్న వీడియో చూడండి వాళ్ళు మామూలుగా ఏదో అవుటింగ్కి వెళ్ళి వస్తున్నారు సో సడన్గా అడవిలో ఏదో ఏను కోపం వచ్చింది అది వచ్చి మొత్తం కారు నుచ్చు నుచ్చు నుచ్చు నుంచి చేసి సో ఇప్పుడు చెప్పండి ఈ కారుకి అయ్యే ఖర్చు ఆ బండి వాళ్ళు ఎలా ఎలా తీర్చగలరు ఎన్ని లక్షలు అవుతుందో మీరు చూడగానే మీకు అర్థమవుతుంది సో ఇప్పటికీ నాకు తెలిసి మీకు ఒక ఇన్సూరెన్స్ ఎంతవరకు అవసరమని మీరు అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో ఏ మాత్రం నచ్చినా ఇందులో పనికొచ్చేది ఏమనిపించినా సరే మీరు కింద సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఉంటాయి చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కింద కామెంట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి thank you see in next లాస్ట్గా అండి ఈ ఎవరికైనా సరే ఇన్సూరెన్స్ గురించి డౌట్స్ పాలసీ తీసుకోవాలన్నా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో కానీ నా మెయిల్లో కానీ రాయండి మీకు ఏదైనా క్లెయిమ్స్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే కింద జాయిన్ బటన్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి నాకు తోచినంత సహాయం మీకు చెప్తాను మీరు ఆల్రెడీ నా ఇంట్రాక్షన్ వీడియో చూసుంటారు నేను గత ఏడు ఎనిమిదేళ్ళుగా ఇన్సూరెన్స్లో ఉన్నాను మీకు తగినంత సహాయం చేయడానికే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీ ఇన్సూరెన్స్ అవేర్నెస్ క్రియేట్ చేస్తాను థ్యాంక్ యూ